నమస్కారం ఈరోజు అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి జిల్లా ఆసుపత్రిగా ఆ రోజు నారా చంద్రవారు వంద పడకల నుంచి మూడు వందల యాభై పడకలకి అప్గ్రేడేషన్ చేసి ఆ రోజు మౌలిక వస్తువులు కల్పించి ఆ రోజు అంబులెన్స్ మౌలిక వస్తువులు అన్నీ కల్పిస్తే ఈరోజు మా పార్లమెంట్ సభ్యులు మరియు మా అనకాపల్లి నియోజకవర్గం చెందుకోబడిన ఈ ఎమ్మెల్యేగా మంత్రి కూడా అయ్యాడు వీళ్ళిద్దరు దంద ఎంపీ ల్యాండ్స్తో అంబులెన్స్ పర్చేజ్ చేసి ఆ అంబులెన్స్ మూలకే ప్రభుత్వం చేశారు ఎందుకంటే ప్రైవేట్ కుమ్మక్క కుమ్మక్కయ్యి ప్రైవేట్ అంబులెన్స్తో వీళ్ళకి ములాఖత్ అయ్యి ప్రైవేట్ అంబులెన్స్ అయితే వీళ్ళకి డబ్బులు ఇస్తారని నెపంతో ఈరోజు ప్రభుత్వం నిధులతో కొన్న ఎంపీలెన్స్ అంబులెన్స్ కూడా బయటికి తిరగలేని పరిస్థితి ఈరోజు అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో చూస్తున్నాం దీని ముఖ్య కారణం ఈ గుడోడ్ అమర్నాథ్ పిఏ ఆ గుడుపులు ఇవ్వాలి అలాగే అంబులెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడ మౌలిక వస్తువులు ఉన్నా ఇక్కడ అంబులెన్స్లు ఉన్నా ఇక్కడ తీరు ప్రైవేట్ అంబులెన్స్తో ఒక్కొక్క అంబులెన్స్కి గుడోడ్ అమర్నాథ్కి ఒక అంబులెన్స్కి విశాఖపట్నం వెళ్ళి రావాలంటే రెండు వేల రూపాయలు వాళ్ళకి ఉడుపులు చెల్లించాలని అప్పటితోటి ఈరోజు ఎంపీ ల్యాండ్స్తో ఇచ్చిన అంబులెన్స్ కూడా షెడ్గా పరిమితం చేశారు ఈ సెల్ఫీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్న గుడోడ్ అమర్నాథ్ని ఎంపీ ల్యాండ్ ఎంపీ బీసెట్ సత్యవతి గారిని కూడా మీ నిర్వాహకు ఇదా ఇలాగా మీరు ఒక డాక్టర్ వృత్తిలో ఉండి మీరు చేసే నిర్వాహకు ఇదా ఆ రోజు డాక్టర్ వృత్తిలో మీకు ఎంతో మంచి పేరు ఉంది ఇలాంటి లాలోచితోటి ఈ గృహ అమర్నాథ్ చేసిన పిఎల్ ఆలోచికి మీరు కూడా ములాఖత్ అయ్యారంటే మీ పంచితేట సమాధానం చెప్పండి ఎంపీ గారికి ఈ సెల్ఫీ ద్వారా ఛాలెంజ్ ఇస్తున్నాను మీ నిధులతో కొన్న అంబులెన్స్ స్థితిగతులేటి మీరు ఎంపీ గారి మీద ఇది ప్రైవేట్ అంబులెన్స్లు కుమ్మక్కయ్యి అది అసలు హాస్యాస్పదం ఇక్కడే డ్రైవర్లు కూడా ఉన్నారు మీకు వాళ్ళతో కూడా మాట్లాడించడం జరుగుతుంది మీరు ఈ నాలుగేళ్ళు ఎక్కడ ఉన్నారు కరోనా సమయంలో ఎంపీ గారు డైరెక్ట్గా కరోనా వార్డులకు వెళ్ళడం జరిగింది అలాగే రెండు ఆక్సిజన్ ప్లాంట్లు ఎన్టీఆర్ హాస్పిటల్కి పెట్టడం జరిగింది ఎన్నో లీటర్ల కెపాసిటీతో కంటిన్యూ నడిచేలాగా ఇవన్నీ చేయడం జరిగింది కరోనా సమయాల్లో మీరు ఎక్కడికి వెళ్ళి సత్యవతమ్మ గారు డైరెక్ట్గా అందరికీ అందుబాటులో ఉండి డైరెక్ట్ కరోనా వార్డులోనే పీపీఈ సీట్లు సూట్లు వేసుకొని పీపీఈ సూట్లు వేసుకొని సూపరింటెండెంట్ గారితో కలిసి లోపలికి వెళ్ళి వాళ్ళకి ఎలాగ ఉన్నది ఏంటి ఇక్కడ ఎవరినడినా చెప్తారు సత్యవతమ్మ గారు వచ్చి లోపల ఎలాగ ఆ రోజు కరోనా టైంలో అందరినీ కాపాడారు అని చెప్పేసి మీరు ఎక్కడున్నారు ఎక్కడ ఏ పెందుతులో ఎక్కడున్నారు మీ ఇంట్లో అని అడుగుతున్నాను ఇక్కడ చాలా చక్కగా సత్యోతమ్మ గారు నాయకత్వంలో చాలా చక్కగా అనకాపల్లి జిల్లాకే వైద్య రంగంలో ముందు వారమే కలెక్టర్ గారు అవార్డు తీసుకున్నారు భారతదేశంలోనే రెండో స్థానంలో అనకాపల్లి జిల్లా వచ్చిన తర్వాత నెక్స్ట్ వారంలో మీరు వచ్చి ఇలాంటి ఆరోపణలు చేస్తుంటే అందరు నవ్వుకుంటున్నారు కాబట్టి ఎవ్వరూ దీనికి భయపడే ప్రసక్తి లేదు మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇలా ఆరోపణలు చేసేస్తే వీళ్ళు అందరూ నమ్మేస్తారు అనుకుంటే అది చాలా పొరపాటు అవుతుంది ఇక మీరు అంబులెన్స్ ఎంపీ గారు ప్రజలకు అంబులెన్స్ ఇవ్వడం నిధులు దుర్వినియోగం చేయడం అంట అది ఏ గవర్నమెంట్ అయినా ఎవడైనా ప్రజల చేత ఒకరి చేత చెప్పించండి దుర్వినియోగం అంబులెన్స్ ఎవరికైనా ప్రజలకి ఇచ్చింది దుర్వినియోగం చేయడం అంటారా ఎవరన్నా అందరూ బాగు కోసం అందరూ వైజాగ్ వరకు వెళ్ళే లోపు అంబులెన్స్లో అధునాతమైన అంబులెన్స్ మీరు చూస్తే ఒకసారి ఈ మన అనకాపల్లికి ఒకటి ఎన్టీఆర్ నర్సీపట్నం హాస్పిటల్కి ఒకటి ఇరవై లక్షల చొప్పున ఒక్కొక్క అంబులెన్స్ ఇరవై లక్షల చొప్పున మన అందరి ప్రజల కోసం అనకాపల్లి జిల్లా ప్రజల కోసం రెండు హై అండ్ అంబులెన్స్లు with everything working in it ఎప్పుడైనా జరిగితే నిధులు దుర్వినియోగం చేశారట ప్రైవేట్ అంబులెన్సులతో కుంభక్కయ్యారట కేవలం ప్రజల గురించి ఆలోచించే సత్యోతమ్మ గారు మీలాంటి అలాంటి ఆరోపణలు మీరు ఒక్కరి చేత చెప్పించండి హాస్పిటల్లో మీరు చెప్పే ఇది బయట ప్రైవేట్ అంబులెన్సులు మీరు పెట్టి అడిగిస్తాం ఇప్పుడు మీరు ఒక్కరి చేత చెప్పించండి ఎవరితో కుమ్మక్కయ్యారు అనేది మీరు ఏదో చెప్పేస్తే జనాలు నమ్మేస్తారు నా సెల్ఫీలు చూసేస్తారు అనుకుంటే మీరు చాలా పొరపాటు పడినట్టే మీరు చాలా బాగా నడిపేశారు